వెల్కమ్ టు బీడిఆర్ టీవీ ఇప్పుడు మనం ఫ్లాష్ వీడియోస్ గురించి తెలుసుకోబోతున్నాం ఒకప్పుడు మనకి ఫ్లాష్ వీడియోకి సంబంధించిన వెబ్సైట్స్ ఉండేవి దానిలో ప్రార్థన డాట్ కామ్ అనే వెబ్సైట్ ఒకటి అది ఇప్పుడు ప్రస్తుతం ఆ వెబ్సైట్ లేదు కానీ దానిలోంచి కొన్ని డౌన్లోడ్ చేసినటువంటి కొన్ని ఫ్లాష్ వీడియోస్ నేను కాపీ చేసుకుని ఉన్నా నా సిస్టంలో అవి ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం ముందు గాడ్స్ ఫ్లాష్ వీడియోస్ చూద్దాం గణేష్ నాకు చాలా ఇంట్రెస్టింగ్ అయినది వినాయకుడి ఫ్లాష్ వినాయకుడి ఫ్లాష్ వీడియో చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది చూడండి పూల మీద కొడితే పూలు పడతాయి ప్రసాదం ఇది అదొక వీడియో ఒక వీడియో బాలాజీ పూల్ మీద క్లిక్ చేస్తే పూలు పడతాయి అగరబత్తుల మీద క్లిక్ చేస్తే అగరబత్తులు వెలుగుతాయి ఇదొక video Bhagavad Gita y a video. ఇదొక అద్భుతమైన వీడియో ఇవన్నీ కూడా డబ్ల్యూడబ్ల్యూ ఈ ప్రార్థన డాట్ కామ్ అనే వెబ్సైట్లో ఫ్రీగా డౌన్లోడ్ చేసుకున్నటువంటి ఫ్లాష్ వీడియోస్ ఇప్పుడు ఈ వెబ్సైట్ లేదు కానీ నేను ట్వంటీ ఇయర్స్ బ్యాక్ డౌన్లోడ్ చేసుకున్నటువంటి ఈ ఫ్లాష్ డ్రైవ్స్ నా దగ్గర ఇంకా ఉన్నాయి Lord. Like from France, so don't. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ